welcome to my tube TV ఇప్పుడు మనం హ్యాండ్ బ్రేక్ అనే సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం హ్యాండ్ బ్రేక్ అనే సాఫ్ట్వేర్ చూడండి ఇలా ఉంటుంది ఇది మనకి thirty two bit thirty two బిట్లోని సిక్స్టీ ఫోర్ బిట్లోని కూడా మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ వెర్షన్ మనకి ఫ్రీగా వాడుకోవచ్చు దీని ఉపయోగం ఏంటంటే మనకి వీడియోస్ ఇప్పుడు ఒక చిన్న వీడియో రికార్డ్ చేశాను ఇక్కడ చూడండి దీని సైజ్ ఎంత ఉందో చూడండి one point eight nine GB ఉంది only one minute video one point eight nine GB space occupy చేసింది అలా మనం టెన్ మినిట్స్ వీడియో చేసాం అనుకోండి కనీసం ten to fifteen GB occupy చేస్తుంది అంత జీబీ ఆక్యుపై చేస్తే అది యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది అంచేత అలాంటి వీడియోస్ అన్నింటినీ హ్యాండ్ బ్రేక్ అనే సా సాఫ్ట్వేర్ కంప్రెస్ చేస్తుందన్నమాట దీనిలో ఇప్పుడు ఈ వన్ మీ వన్ మినిట్ వీడియో నేను చేశాను కదా ఆ వన్ మినిట్ వీడియోని ఎలా కంప్రెస్ చేస్తే ఎంత దాని స్పేస్ ఎంత అవుతుందో చూద్దాం ఓపెన్ చేస్తున్నాను ఆ వీడియోని కంప్రెస్ చేద్దాం డెస్క్టాప్లోని ఆ వీడియో ఎక్కడ ఉందో చూద్దాం డెస్క్టాప్లో ఆ వీడియో దొరికింది ఈ వీడియో క్లిక్ చేస్తున్నాను ఓపెన్ కొట్టాను ఓపెన్ అవుతుంది చూడండి ఓపెన్ అయింది ఇప్పుడు స్టార్ట్ ఎన్కోడింగ్ కొట్టాలి స్టార్ట్ ఎన్కోడింగ్ కొట్టాలి స్టార్ట్ ఎన్కోడింగ్ ఇప్పుడు ఈ ఇది కంప్రెస్ అయిన వీడియో ఎక్కడ సేవ్ అవ్వాలో ఇక్కడ మనం బ్రౌజ్ చేయాలన్నమాట దీనికి నేమ్ పెడదాం శాంపిల్ వీడియో అని పెడతాను శాంపిల్ వీడియో బ్లౌజ్ ఏ ఫోల్డర్లోకి మనకి ఇది డెస్క్టాప్ మీదకే పెడదాం డెస్క్టాప్ సేవ్ కొట్టాను start encoding కదా रहा చూడండి ఫార్టీ త్రీ పర్సెంట్ కంప్రెస్ అయింది ఇక్కడ చూపిస్తుంది చూడండి encoding pass one one fifty one point చూసారా కంప్రెస్ అయ్యే వీడియో ఇక్కడ కాపీ అయింది శాంపిల్ వీడియో అని ఇది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో చూద్దాం రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ క్లిక్ చేయండి ఎంత స్పేస్ క్లిక్ చేసింది seven point two MB click చేసింది అయింది మా ఎంత ఉండేది వన్ పాయింట్ ఎయిటీ జీబీ ఉండేది సెవెన్కి అంటే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ వరకు కంప్రెస్ చేసింది అనమాట ఈ విధంగా మనకి కంప్రెస్ చేయడం వల్ల యూట్యూబ్లో చాలా త్వరగా అప్లోడ్ చేయొచ్చు అదే వన్ జీబీ అయితే మీకు టెన్ మినిట్స్ పట్టేది ఈ సెవెన్ ఎంబీకి వన్ మినిట్లో మీకు అప్లోడ్ అయిపోతుంది అనమాట అదే టెన్ మినిట్స్ వీడియో చేశారనుకోండి టెన్ మినిట్స్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు యూట్యూబ్కి అప్లోడ్ అయిపోతుంది కాబట్టి ఈ హ్యాండ్ బ్రేక్ అనే సాఫ్ట్వేర్ మనకి యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది యూట్యూబ్ చేసే వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ చేసేవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరు HandBrake thirty two bit free download అని బట్టి డౌన్లోడ్ చేసుకుని మీ Windows thirty two bit support చేస్తే థర్టీ టూ బిట్ డౌన్లోడ్ చేసుకోండి లేదా సిక్స్టీ ఫోర్ బిట్ సపోర్ట్ చేస్తే సిక్స్టీ ఫోర్ బిట్ వీడియో కూడా మీకు సిక్స్టీ ఫోర్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సిక్స్టీ ఫోర్ బిట్ చూడండి sixty four bit and brake sixty four bit sixty four కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ వీడియోస్ అన్ని కంప్లీట్ చేసి యూట్యూబ్ ఫాస్ట్గా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో చూసి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకండి చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఫస్ట్ ఉంటుంది one one eight nine GB ఈ సాఫ్ట్వేర్లో హ్యాండ్ బ్రేక్ సాఫ్ట్వేర్లో కంప్రెస్ చేసిన తర్వాత ఎంత ఉంది ప్రాపర్టీస్ చూడండి సెవెన్ పాయింట్ టూ ఎంబీ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ కంప్రెషన్ చేసింది వీడియో క్వాలిటీ ఎటువంటి వీడియో క్వాలిటీ మనకి చెడిపోదు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి హ్యాండ్ బ్రేక్ అనే సాఫ్ట్వేర్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీ యూట్యూబ్ వీడియోస్ని యూట్యూబ్లో త్వర త్వరగా అప్లోడ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ